మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వాళ్ళందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు మంచి ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేయబడిన కృపావాక్యమును మనం ధ్యానించుకుందాం మత్స్వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ లోకానికి యేసు ప్రభారు వచ్చినప్పుడు అనేక విషయాల్ని ప్రభువారు తెలియచేశారు ఈ మత్స్వార్త ఐదో అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఇదంతా కూడా ఏడో అధ్యాయంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు అనేక విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు మనుషులు ఏమో అవలంబించాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది లేకపోతే అపాయం చేయకుండా ఎదుటివారికి కీడు చేయకుండా మంచిగా బ్రతకాలని శరీర సంబంధమైన కోరికలను విసర్జించాలని పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలని దేవుడు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు అదే క్రమంలో ప్రియులారావు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కావున మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుదురు అలాగునే మీరును వారికి చేయుడు అంటున్నాడు మనం చాలాసార్లు అనేక మంది నుంచి అనేక విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తాం కోరుకుంటాం ఏ విధంగా నాకు వాడు ఏదైనా సహాయం చేస్తే మంచిది నాకు వీరే ఏదైనా సహాయం చేస్తే మంచిది నా భవిష్యత్తుకి ఏదైనా హెల్ప్ చేస్తే మంచిది అనేది మనం చాలాసార్లు కోరుకుంటాం నాకు మంచి ఆతిథ్యం ఇవ్వచ్చు కదా లేకపోతే నన్ను బాగా ప్రేమించవచ్చు కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎదుటోళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ముందు ప్రియులరా వారి దగ్గర నుంచి కోరుకునే ముందు మనం అది చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనం ఎప్పుడైతే మనం ఇతరులకి మనం మేలు చేయాలని కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడు మనం ఇతరులకి మనం ఏదైనా సహాయం చేయాలని మనం కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు వారి ద్వారానే కాకపోవచ్చు దేవుడు ఎవరినైనా మన కొరకు ఏర్పాటు చేస్తాడు కాబట్టి అందుకనే ప్రియులరా మేలు చేత మేలు చేయట నీ చేతనైనప్పుడు పొందదగిన వారికి అది చేయాలని లేఖనం తెలియజేస్తూ ఉంది కొంతమంది అవసరత అవసర అవసరతలో ఉంటారు అక్కర్లో ఉంటారు వారికి మేలు చేయటం మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారు ఎందుకంటే ఏ మేలు చేసినా ఆ మేలు మనకి తిరిగి నూరంతలుగా వస్తుంది ఎందుకంటే ఒక విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనం ఒకటే విత్తింది కానీ కొన్ని వందల వేల ఫలాలు మనం దాని నుంచి కోసుకుంటాం ఆ చెట్టు నుండి కాబట్టి చిన్న మేలనే విత్తనం నువ్వు విత్తితే ప్రిమేన్ దేవుని బిడ్డలారు విస్తారమైన పంట కోసుకుంటావు కాబట్టి మనుషులకి నుంచి మనం కోరుకోవటం కాదు మనం చేయాలి వారికి మనం సహాయం చేయాలి అప్పుడే దేవుని వద్ద నుండి మనకి ప్రతిఫలం దొరుకుతుంది ఎందుకంటే మనుషుడా నీవు ఏమి విత్తుతావో అదే కోసుకుంటావని దేవుడు తెలియజేశాడు కాబట్టి అంతేకాదు ప్రియులారా లోక స్వార్థలు చెప్తాడు మనం ఏ కొలతతో కొలవబడతామో కొలుస్తామో అదే కొలతతో కొలతతో కొలవబడతామని దేవుని లేఖనం తెలియజేస్తుంది కాబట్టి ప్రియులారా ఇన్ని వాక్యాలను మన ముందు దేవుడు ఉంచాడు కనుక మనం చేయవలసినవి సక్రమంగా అన్ని రాసి ఉంచాడు కనుక వాటిని చదువుకుంటూ ఏం చేయాలి ఏం చేయకూడదని మొట్టమొదట మనమే రెస్పాండ్ అయి చేసినప్పుడు అది దేవుని మనసు అంటే దేవుడిది ఎప్పుడైనా సరే ఇచ్చే మనసు కాబట్టి మనకు కూడా అలాంటి ఇచ్చే మనసు ఉండాలి తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రియులారా సమస్తాన్ని ఇచ్చాడు నీ కొరకు నా కొరకు సమస్తాన్ని దారపోశారు అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్మిన నీవు ఇతరులకు మేలు చేయటం వెనకాడకూడదు ఫస్ట్ నువ్వు చేయి యూ డూ ఫస్ట్ నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటావు మనుషుల దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి కూడా నువ్వు పొందుకుంటావు కాబట్టి మన మనుషుల్ని ఆశించింది మనం చేయాలి అప్పుడే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం అప్పుడే మనకి ప్రతిఫలం కలుగుతుంది దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మీకులుగా ప్రేమించిన ప్రియపరలోక తండ్రి జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఓనియా చాలాసార్లు ప్రభు మనుషుల దగ్గర నుండి అనేకమైన కోరికలు మేము కోరుకుంటాం నాకు అది చేస్తే బాగుండు ఇది చేస్తే బాగుండని కానీ ప్రభు మేము మొట్టమొదట చేయాలి ప్రభు మొట్టమొదట మేము ప్రేమించాలి ప్రభు ఎందుకంటే మమ్మల్ని మీరు మొట్టమొదట ప్రేమించారు కాబట్టి మేము మా సోదరుని మేము ప్రేమించినప్పుడు ప్రభు ఆ ప్రేమను ఖచ్చితంగా పొందుకోగలుగుతాం అటు కృపను మా అందరికీ దయచేయండి మరి ముఖ్యం ఏందని శ్వాసం కలిగిన మీ పిల్లల బిడ్డలమైన మేము ప్రభా మీ వద్ద నుండి నేర్చుకున్న ప్రతీది కూడా ఇతరులని ప్రేమించడం దయ కలిగి ఉండటం కనికరం కలిగి ఉండటం ఇలాంటివి మేము అవల అవలంబించడానికి కృప చూపించండి మమ్మల్ని స్థిరపరచండి సిద్ధపాటు చేసి బలపరచమని యేసు పరిశుద్ధనాం మరియు వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన క్రీస్తు వారి కృపయు పరిశుధాత్మని సహవాసము సకల పరిశుద్ధులకును సకల ప్రజలకును ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక ఆమెన్ హాలేలుయ్యా ప్రిమేం దేవుని బిళ్ళారా అందరికీ వందనాలు మరి ఈ వాక్యములు మీరందరూ కూడా వింటున్నారని నేను నమ్ముతున్నాను వీక్షిస్తున్న మీరందరూ కూడా మీరు ఈ పరిచర్యలు పాలుభాగస్థులై ఉండండి పరిచర్యలు పాలుభాగస్థులు అవటం అంటే ఏంటంటే అర్థం ఈ విన్న వాక్యాలని అనేక మందికి పంపించండి అనేక మంది గురించి ప్రార్థన చేయండి నశించిపోయే ఆత్మలు ఉన్నారు ప్రేమ దేవంలో నార్త్ ఇండియాలో ఇంకా ఈస్టర్న్ తూర్పు ఉన్నటువంటి స్టేట్స్లో అనేక రకాలైనటువంటి హింసలు జరుగుతాను చర్చిలు మణిపూర్లో కాల్చివేయబడుతున్నాయి వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి మన ప్రియులు మన బిడ్డలు వారందరూ మరి ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా దేవుని కుమారుడే వాళ్ళందరూ రక్షించబడాలని మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం దేవుని చిత్తం కాబట్టి మన ఉద్దేశాలు మన చిత్తాలు కూడా అవే ఉండాలి కాబట్టి మీకు చేతనంత మటుకి అనేక మందికి ఈ వాక్యాలను మీరు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయబోతే ఈ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇస్నాపూర్ గ్రేస్ చర్చి ప్రియులారా సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి పంపించండి లైక్ చేయండి దేవుడి మీ అందరు దీవించి ఆశీర్వదించుకోక గాడ్ బ్లెస్ యూ ఆల్